నువ్వు నాకు నచ్చావు నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గాని పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం <laughs> నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు పెళ్లి కొడుకు నేనే పెళ్లి నాకే మరి ఫోటో అది కూడా నాదే అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డేజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా కొంచెం లేట్ అయింది అంతేగా మామూలు లేటా జీవితకాలం లేట్ ఏ ఎందుకంత టెన్షన్ పడతావు ఫర్ ఎగ్జాంపుల్ ఖైదీలో హీరో ఎవరు చిరంజీవి ట్యాగూర్ లో చిరంజీవి ఫ్యాన్స్ తగ్గారా పెరిగారా పెరిగారు అంటే ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ట్యాగూర్ లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా పడుతున్నారు మరి అప్పుడు ఫోటోలో నచ్చి నేను ఇప్పుడు ఎందుకు నచ్చట్లా ఫ్యాన్స్ వేరు పెళ్లి వేరు ఏం కాదు రెండు ఒకటే బీటల వారిందని తాజ్మహల్ ని చెదలబట్టిందని చార్మినార్ ని చూడటం మానేస్తావా మాట్లాడరే మనం